ఎవరిస్తున్నారు కాదు కేసీఆర్ సార్ కేసీఆర్ దారు కార్పొరేటర్ గారు సరేనా ఒక నెల గాసం గురించే కానీ ఇంకా వేరేం కాదు మీరు జరిగిన నష్టాలు ఇదన్నీ కూర్చాలంటే పదివేలతో అయ్యే పని కాదు సరేనా